భూమండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరగతండది ఏడించే వేల కోట్ల సరుకు విదేశాలకి స్మగ్లింగ్ అవుతాండది గోల్డ్ రైతే భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్ర చందనం ఏడు దాచిపెట్టిన సరుకు చెప్పా చెబితే మా బాస్ చంపేస్తాడా ఎవడాడు ఎవడు బాసు ఏం పాప నచ్చినానా నీకు ఎచ్చే నేను చూడలేదనే ఓ పోతాండా అంట కదా పులిపిక్కి పోతాండా కట్ట మీద కూసనే కూతలు కూసే దాంట్లో ఏముండదు కానీ నీళ్ళలో దిగితే తెలుసదబ్బా లోతు లోకం మీకు తుపాకీ ఇచ్చిందే నాకు గొడ్డలు ఇచ్చిందే ఎవడు యుద్ధం ఆడితే పుష్ప పుష్పరాజ్ ఎవత్తెక్కేదలే పుష్ప డెఫ్ ఫ్లవర్ అనుకుంటువా ఫైరా